hello students welcome to Achievers Academy Achievers ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది దట్ ఈస్ అబౌట్ అంటే మాకు న్యూమరస్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఈసారి మీన్స్కి ప్రిపరేషన్ ఎలా చేయాలి uh, అసలు మే మ్యాప్ అంటే ఏంటి మార్క్ అంటే ఏంటి రెండు కోర్సెస్ అచీవర్స్ అకాడమీలో ఉన్నాయి ఈ రెండు కోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి uh, వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది సో వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను to all those who are preparing for the mains examination ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ను ప్రిలిమ్స్కి మేము ఏ రకమైన కోర్స్ని అయితే ఇచ్చినామో దానికి మరింత రెట్టింపుగా ఇంకా ఎఫెక్టివ్గా మేము ఒక కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది that is two programs one is call map that is mains achievement program ఇంకొకటి మార్గ్ ఓకే రెండు ప్రోగ్రామ్స్ మేము ఈసారి అయితే డిజైన్ చేయడం జరిగింది one is call map that is call mains achievement program ఇంకొక ప్రోగ్రామ్ ఏమంటామంటే మార్గ్ ఓకే సో ఈ రెండు కూడా ఎక్స్క్లూజివ్గానే మెయిన్స్ కోసమే డిజైన్ చేయడం జరిగింది మ్యాప్ అంటే ఏంటిదని అంటే మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి ఆరు పేపర్ల యొక్క అనాలిసిస్ అంటే డిస్క్రిప్టివ్ స్కిల్స్ని పెంచేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఓకే అంటే ఈ సిక్స్ పేపర్స్ ఏవైతే మీకు మెయిన్స్లో సిక్స్ పేపర్స్ ఉన్నాయో అన్ని సిక్స్ పేపర్స్ పైన కూడా కమాండ్ వచ్చేటటువంటి ఒక క్యూ అండ్ ఏ ఫామ్లో అంటే క్యూ అండ్ ఏ ఫామ్లో మీకు ఆబ్జెక్టివ్ అయితే తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను you know the objective orientation of the six papers కానీ డిస్క్రిప్టివ్ సెన్స్లో వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి క్యూ అండ్ ఏ ఫామ్లో ఎలా ఉండాలి ఆ ట్రైనింగ్ని మేము ఈ మ్యాప్ ప్రోగ్రాంలో ఇవ్వబోతా ఉన్నాము దాంతోపాటుగానే ఈ సిక్స్ పేపర్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కూడా మేము దీంట్లో డెలివర్ చేస్తాము టెస్ట్ సిరీస్ అంటే ఆరు పేపర్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్గా ప్రతి పేపర్ను కూడా సెక్షనల్గా డివైడ్ చేసినాము ప్లస్ గ్రాండ్ టెస్ట్ని కూడా మేము మీకు ఈ మ్యాప్ అంటే మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రాంలు ఇవ్వబోతున్నాం అంటే ఒక్కసారి మనం గమనిద్దాం ఇక్కడ సి దీంట్లో ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్స్ ఉంటాయి ఈ వర్క్షాప్స్ ఈ టెన్త్ నవంబర్ టెన్త్ నవంబర్ నుండి ప్రారంభం కాబోతా ఉన్నాయి టెన్త్ నవంబర్ నుండి ఎక్కడ ఇవి స్టార్ట్ అవుతాయంటే ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లోని మా ప్రిమైసెస్లో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్ అన్నవి అంటే ఇవి ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్స్ అనేవి ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నాము దీంట్లో భాగంగానే ఫస్ట్ త్రీ డేస్ అంటే ఇది కంప్లీట్లీ ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అన్నది దీంట్లో first three days anyone can attend ఎవరైనా కూడా అటెండ్ కావచ్చు it will be a free workshop దాంతోపాటు మీకు కాన్సెప్ట్ బిల్డింగ్ క్లాసెస్ ఇస్తాము we will also be providing the concept building classes advance classes for mains okay ప్రతి పేపర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో క్లాసెస్ ఇవ్వబోతున్నాము high level mains test series each and every paper will be divided into sub section sub సెక్షన్గా డివైడ్ చేసి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇస్తాము మెయిన్స్ టెస్ట్ అంటే సి పే uh, ఈ యొక్క ఎగ్జామినేషన్ మెయిన్స్ అంటే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ దానికి ఏ రకంగా మీరు ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి ఎందుకనంటే మీరు కరెక్ట్గా రాస్తున్నారా రాయట్లేదా దానికంటూ కరెక్ట్ ఫార్మాట్ ఉన్నదా లేదా క్వశ్చన్ అడిగింది ఒకటి మీరు రాసింది ఇంకొకట ఈ రకమైన మిస్టేక్స్ ఏవైతే వెరీ కామన్ మిస్టేక్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడానికి మీరు ఫ్రీక్వెంట్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోవాలి okay high level mains test series దాని అందుకొరకే ఎక్స్పర్ట్స్ చేత అంటే యూపీఎస్సీ స్థాయిలో మెయిన్స్ పరీక్ష రాసి రెండు మూడు సార్లు మెయిన్స్ పరీక్ష రాసి ఒక్కసారైనా కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళతో మేము ఈ ఎక్స్పర్ట్ పేపర్ ఎవాల్యుయేషన్ అన్నది చేయిస్తాము దాంతోపాటు ప్రతి క్వశ్చన్కి మేము ఏవైతే టెస్ట్ సిరీస్లో ఇస్తామో each and every question we will also be providing with the model answer for the question ఓకేమా so that is called map mains achievement program only test series కావాలి టెస్ట్ సిరీస్తో పాటు క్లాసులు కూడా కావాలా మెయిన్స్కి సంబంధించి అంటే మ్యాప్ ఓన్లీ కేవలం నాకు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అంటే that is call mains Marg దాన్ని ఏమంటామా మెయిన్స్ మార్గ్ దీంట్లో కేవలం మనము టెస్ట్ సిరీస్ని మాత్రమే ఇవ్వబోతున్నాము so answer writing basic guidance అయితే ఉంటుంది హై లెవెల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి evaluation and feedback model answers discussion by the expert faculty అంటే టెస్ట్ ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ డిస్కషన్ అనేది కూడా ఉండబోతుంది సో మొత్తం ఎయిటీన్ సెక్షనల్ టెస్ట్ ఇందులో ఉంటాయి ఫోర్టీన్ ఫుల్ లెంత్ టెస్ట్ అన్నవి మేము దీంట్లో ఇవ్వబోతున్నాము సో ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా హైబ్రిడ్ మోడల్లో ఉండబోతుందమ్మా అంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఏదైతే కంటెంట్ ఉన్నదో అది ఆఫ్ ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇస్తాము ఆన్లైన్లో ఉన్నటువంటి కంటెంట్ ఆఫ్లైన్ వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాము so this will will be a hybrid model అంటే మన టార్గెటే హండ్రెడ్ డేస్ టార్గెట్ కాబట్టి we are inculcating both online and offline రెండింటిని కూడా కలుపుకొని మనం ఈ ప్రోగ్రామ్ని రెండు ప్రోగ్రామ్స్ అంటే మ్యాప్ అనేది ఒకటి ఇంకొకటి మార్గ్ ఈ రెండు కూడా ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ నవంబర్ టెన్త్ అనగా గురువారం థర్స్డే నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి double nine double six double nine double six one zero seven one one five ఇక్కడ కనిపించట్లేదు I write it here double nine double six one zero seven five one five ఇది ఆన్లైన్ వాళ్ళ కొరకు and same double nine double six one zero seven five one seven ఇది ఆఫ్లైన్ కోసం ఓకే ఈ క్లాసెస్ అయితే ఆఫ్లైన్లో ఉంటాయి టెన్త్ నవంబర్ నుండే ఈ ప్రోగ్రామ్ అన్నది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ అవ్వబోతుంది లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఇంటేక్ ఉన్నది టార్గెట్ ఫిఫ్టీ స్టూడెంట్స్ మాత్రమే కాబట్టి at the earliest first come the first బేసిస్లో మేము దీన్ని సర్వ్ చేయబోతున్నాం కాబట్టి please enrol first of all in order to register for this particular program three days మాత్రం ఫ్రీగా ఎవరైనా కూడా అటెండ్ కావచ్చు తర్వాత రిజిస్టర్డ్ వాళ్ళకి మాత్రమే ఈ answer writing session hundred days session అన్నది ఇవ్వబోతున్నాం thank you so much keep watching Achievers Academy जय हिंद